hello friends welcome to my channel ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో ఇంక్ స్ప్లాష్ ఎఫెక్ట్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి తర్వాత sixteen to nine aspect issue select చేసుకోండి ఇప్పుడు మీడియాలోకి వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇలా వచ్చింది చూడండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి టెంప్లెట్ని ఓపెన్ చేయాలి నేను టెంప్లెట్ వీడియో ఎండింగ్లో ఇస్తాను చూడండి చూడండి ఇలా ఉంది టెంప్లెట్ ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోవాలి బాక్స్ సిమ్మల్ మీద క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి ఇప్పుడు క్రోమాకీని ఆన్ చేసుకోండి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లే చేయండి ఒకసారి చూడండి ఇలా వస్తుంది ఇమేజ్ కొంచెం కట్ చేసుకోవాలి చూడండి వీడి వరకు నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తున్నాను ఇలా ఫస్ట్ ఇమేజ్ అడ్జస్ట్ చేసుకున్నట్టే ప్రతి ఇమేజ్ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి చూడండి ఇప్పుడు ప్లే చేసి చూస్తున్నాను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి